ఇంక స్టార్ట్ చేద్దామా పాడు పాడు గజాల ఓకే వన్ మినిట్ బంగారా బంగారా వచ్చేరా నేను రా దంగే ఏమిటండి మీరు మాట్లాడేది ఓకే ఓకే ఓకే టచ్గా వారా సంఖ్య డీజే కొట్టు డీజే అందరూ పెరు విన్ని సోకేమో హీరో ఏ పాడు లాస్ట్ ఇదే ఆగం ఇట్ల కొంత ఆగం నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు సంకి షట్టు వీన్ని కుంగురు చుట్టు అట్లా వెళ్ళిందంటే స్టార్లే సల్లం కొట్టు ఇప్పుడు ఏమంటున్నావు మరి కార్పొరేటర్ ఏ ఆగుని వస్తుగా నా నవ్వింటే పోరీలా తిల్లు పట్టు గుగ్గలకి ఇప్పుడే చెడిపోయిన వాడు